సో హాయ్ గ్యాస్ మీరు చూస్తున్నారు box office collections and movie BGMs channel ఈ ఛానల్లో box office reports and movie BGMs upload చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో ఈ ఛానల్లో సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఏమనుకోకండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు నిర్మించిన కమ్మరాజంలో కడప రెడ్లు సారీ సారీ అమ్మరాజంలో కడప బిడ్డలు నేను ఎందుకు అలా అన్నానంటే ఆ టైటిల్ని లాస్ట్ మినిట్లో చేంజ్ చేసేవా చేంజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకంటే ఫస్ట్ వచ్చిన టైటిల్ అనేది చాలా కాంట్రవర్సీకి దారితీసింది అది మీకు అందరికీ తెలిసిందే కాకపోతే సినిమాపై మంచి హైప్ దృశ్య బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలను సాధించిందనే చెప్పాలి మొదటి రోజు కేవలం first weekend and working days తర్వాత వచ్చిన కలెక్షన్స్ కలిపి బ్రేక్ ఇవన్నీ సొంతం చేసుకోవడం ఒక మంచి విశేషమనే చెప్పాలి కాకపోతే సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి కలెక్షన్స్ వెరీ పూర్ వచ్చాయి కాకపోతే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ దక్కాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటి మంచి వసూలను సాధించింది సో ఈ సినిమాని బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు మంచి లాభాలను తీసుకున్నారు కాకపోతే ఈ సినిమాని లాంగ్ రన్లో ఉంచలేకపోయారు కేవలం రెండు నుంచి మూడు వీకెండ్స్ వరకు ఈ సినిమాని ఆడించారు కాకపోతే ఆ తర్వాత ఈ సినిమాకి మంచి థియేటర్ కౌంట్ దొరకలేదు కాబట్టి ఈ సినిమాని వరల్డ్ వైడ్గా ఆపేశారు ఇకపోతే ఈ సినిమాని ఏరియాల వారిగా కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఒక్కసారి గమనిస్తే నైజాంలో ఎనభై మూడు లక్షలు సీడెడ్లో ముప్పై నాలుగు లక్షలు వైజాగ్లో నలభై ఒకటి లక్షలు ఈస్ట్లో ఇరవై ఆరు లక్షలు వెస్ట్లో పదహారు లక్షలు గుంటూరులో ఇరవై ఆరు లక్షలు కృష్ణాలో ఇరవై నాలుగు లక్షలు నెల్లూరులో పన్నెండు లక్షలు అండ్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిపి రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల షేర్ని దక్కించుకుంది and Karnataka and rest of ఇండియాలో ఆరు లక్షల షేర్ని అండ్ ఓవర్సీస్లో మూడు లక్షల షేర్ని సాధించింది ఈ సినిమా ఇకపోతే ఈ సినిమాని వరల్డ్ వైడ్ షేర్ ఎంత వచ్చిందంటే రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ని అధిగమించింది సో ఈ సినిమాని వరల్డ్ వైడ్ గ్రాస్ రూపేణా చూసుకుంటే నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల షేర్ని సారీ గ్రాస్ని దక్కించుకుంది సో ఈ మూవీకి బిజినెస్ రెండు పాయింట్ రెండు కోట్లు కాగా ఈ సినిమాని రెండు పాయింట్ ఐదు కోట్లకు టార్గెట్తో బరిలోకి దింపారు కాబో సో మనకు మొత్తం ఫుల్ రన్లో ఈ మూవీకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల షేర్ దక్కింది సో ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చిందని చెప్పుకోవాలి అది ఎంత ప్రాఫిట్ వచ్చిందని పక్కన డిస్ప్లే చూపిస్తాను అక్కడ చూడండి ప్రాఫిట్ మొత్తం తెలుస్తుంది మీకు సో ఈ సినిమా అనేది ఏ మాట కా మాట ఈ సినిమా అనేది హిట్ అయిందని చెప్పుకోవాలి నిజాలు మాట్లాడుకోవాలి మనమైతే ఈ సినిమా హిట్ అయింది కాకపోతే ఇంకా కథ మాత్రం ఇంకా చాలా బాగుంటే ఇంకా ఫుల్ రన్ దొరికేది మంచి థియేటర్ కౌంట్ దొరికేది సో మంచి వసూలు సాధించేది కాకపోతే స్టోరీ ఇంకా చాలా బాగుంటే బాగుండేది అనమాట రామ్ గోపాల వర్మ గారికి గత పన్నెండు ఏళ్ళ నుంచి ఎలాంటి హిట్ దక్కలేదు కాకపోతే ఈ ఈ సంవత్సరం దక్కడం అది విచిత్రమనే చెప్పాలి రక్త రక్త చరిత్ర సినిమా తర్వాత క్లీన్ హిట్ అంటే ఇదే అని చెప్పుకోవాలి పన్నెండేళ్ళ నుంచి ఎలాంటి హిట్ దక్కలేదు సో ఇది ఈ సంవత్సరం దక్కడం చాలా మనకు విచిత్రమని చెప్పాలి రామ్ గోపాల్ వర్మ గారు మంచి కంటెంట్ తీస్తారు అది మనకు అందరికీ తెలిసిందే ఎలా తీస్తారు అనేది సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇది నా ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో కాబట్టి చాలా మిస్టేక్స్ ఉంటుంది ఒకటని చెప్పలేము చాలా ఉంటాయి సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నా సో ఈ ఇట్లా అని ఫేస్ క్యామ్ చేస్తే బాగుంటుందా లేకుంటే ఫొటోస్ ఇస్తూ వాయిస్ ఇస్తే బాగుంటుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ మన తెలుగు వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా తెలుగు వాళ్ళనే కాదు ఎవరైనా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయని వాళ్ళు చేయని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా మాండేషన్ అనేది ఎనభై కావాలి కాబట్టి సో దగ్గరలో ఉంది ఇంకా వెయ్యి మంది కావాలి four thousand hours watch reach అయ్యాను ఎప్పుడో నేను సబ్స్క్రైబర్స్ కౌంట్ లేరు సో అదే నేను స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తాను చూడండి నాది ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ sorry sorry five thousand hours watch time ఉంది కానీ వెయ్యి సబ్స్క్రైబర్స్ లేక నా మానిటేషన్ ఎనేబుల్ కావట్లేదు అనమాట సో నా బాధ మీకు అర్థమైంది అనుకుంటా సో ఈ సొల్లంతా ఆపేసేయండి సో వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కానీ తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా దగ్గరలో ఉన్నాను మానిటేషన్ కోసం సో నా వాయిస్ ఎలా ఉంది మొత్తం ఇట్లా వీడియో మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనమాట సో మీరు కొంచెం సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ జై హింద్